మురళీ తలుచుకుంటుంటే గుండె తరుకుపోతుంది చిన్నపిల్లాళ్ళ ఎవరన్నా చెక్కున వలేస్తారా ఏంటి వచ్చిందా లోను ఈ వయసులో అది చెక్కో బుక్కో నాకేం తెలుస్తుంది ఆ నీకేం తెలుస్తుంది ఇప్పుడు మేనేజర్ అంజన్ నేను ఎన్ని మాట్లాడుతున్నాడో ఏమో ఏంటి చెక్కు నవలేశాడా మా అమృతం పేపర్ని కానీ పుస్తకాన్ని కానీ నమిలేసి వాటిలోని జ్ఞానసారాన్ని మింగేయటం అలవాటు అలవాట్లో పొరపాటు అర్థమైంది అది పొరపాటు కాదు జ్ఞానసారాన్ని నరనరాన్నా జీర్ణించుకున్న నీ స్నేహితుడు అసాధారణమైన వ్యక్తి అతనికి హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు మీకు చెక్కు కాదు ఏ బ్యాంకులోనైనా క్యాష్ చేసుకోగల డీడీ ఇస్తాను ఒరే అమృతం హమ్మయ్యా మన అదృష్టం బాగుండి ఆ తలతిక్క మంచూరియాగాడు నువ్వు చేసిన పని వేరే విధంగా అర్థం చేసుకుని ఇప్పుడు డీడీ ఇచ్చాడు <laughs> అమ్మో దీన్ని కూడా నవలేస్తే చస్తాం అమ్మా చెల్లెమ్మా దీనికి ఘనమైన పూజ నిర్వహించు ఆరతులివ్వరుగా కర్పూరారతులివ్వరుగా ఆరతులివ్వరుగా అమ్మో డీడి బూడిద అది మా చెల్లెమ్మకి కొంచెం భక్తి ఎక్కువైపోయి జరగకూడని ఈ పొరపాటు జరిగిపోయింది సార్ నో ఆంజనేయులు ఇది పొరపాటు కాదు సాంప్రదాయపు అలవాటు మీ చెల్లెమ్మ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఎక్స్ట్రాగా మీకు ఇంకో పదివేలు లోన్ శాంక్షన్ చేస్తున్నాను సార్ అంతేకాదు నువ్వు మళ్ళీ నా దగ్గర రాకుండా ఇంకో ఏర్పాటు కూడా చేస్తాను ఏంటి సార్ అది ఒరే అమృతం చెల్లెమ్మా త్వరగా రండి ఇదేమిట్రా డీడీ తీసుకురారా అంటే ట్రంక్ పెట్టి మోసుకొచ్చావు ఇందులో డీడీ లేదు ఏ ఆ మంచూరియా బ్యాంక్ కూడా ఏమన్నాడా అబ్బా ఉండరా నీదంతా కంగారే ఏంటన్నయ్య ఇదంతా చెప్తా చూడరా ఎరా బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసుకురారా అంటే నువ్వు వెళ్ళి గుడి గుడిమెట్ల దగ్గర కూర్చున్నావా అదే మరి చెక్కులు డీడీలు మీ మొగుడు పెళ్లాలతో సేఫ్ కాదని ఆ బ్యాంక్ మేనేజర్ ఈ చిల్లర ఇచ్చాడు ఏంటి లక్ష రూపాయలు లోను ఇలా పావులాలు అర్ధనాలుగా ఇచ్చాడా అవునమ్మా ఇలా అయితే వీటిని వీడు ఆరగించుకోలేడు నువ్వు కరిగించుకోలేవు ఆ తెల్లబోడాలు ఆపి వీటిలో పావలాలు అర్ధలు రూపాయలు సపరేట్ చేయాలి వచ్చి కూర్చొని చేయండి నేను పావలాలు నువ్వు అర్ధ రూపాయలు రూపాయలు పావలు వచ్చేసింది ఒకటి రెండు వందల రెండు ముగ్గురం కలిసి ఆరు గంటలు కష్టపడితే ఇంతవరకు పదివేలు లెక్క పెట్టాం ఈ లెక్కన మనం బిజినెస్ చేసినట్టే ఇవన్నీ లెక్కెట్టేసరికి మనం లోన్ తీసుకున్నాం చూడు దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టే టైం వచ్చేస్తుంది అబ్బా వంతుల వారిగా లెక్క పెడతా నువ్వేం కంగారు పడకు ఏంటి వంతుల వారిగానా ఇద్దరు అసలు మ్యాథమెటిక్స్ లో పూరు మీరు లెక్క పెట్టినా నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ నేను లెక్క పెట్టాలి పోనీ ఓ పని ఏంటి చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ లోని సైన్స్ పాఠం గుర్తు చేసుకో ఏంటది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆర్కిమెడిసా ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు ఆడా కాదు ఫస్ట్ బీసీలో ఉండేవాడు మొదట ఒక్కొక్క కాయన్ని నీటిలో వేద్దాం బయటికి పొర్లిన నీటి బరువు చూద్దాం అలా విడివిడిగా వచ్చిన బరువుని యావరేజ్ చేద్దాం అప్పుడు అప్పుడు మూటేద్దాం ఆ బరువు తెలిసిపోతుంది అప్పుడు ఒక్కొక్క మూటలో ఏమేం కాయన్స్ ఉన్నాయో తెలుస్తుంది దాన్ని బట్టి ఉజ్జాయింపుగా చెప్పొచ్చు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం రా ఏంటి నిన్ను మూట కట్టి మూసినదిలో పడేసావనుకో నాకు శని వదిలిపోతుంది అది కాదురా టెక్నిక్ వద్దు వద్దంతే వద్దంటే వద్దు ఇదిగో ఇంతవరకు ఓకే ఇక్కడ ఎక్కడ రెండు రూపాయలు తేడా వచ్చింది నువ్వు పొద్దున్నే వచ్చావు అనుకో మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడదాం అది సరే కానీ దొంగలు పడతారు జాగ్రత్త సొమ్ము భద్రం భవిత బంగారం రాణి దొంగదవని ఇదే ఆఖరి దొంగతన వాడికి లెక్కెట్టుకోలేక చేస్తాడు సర్లే అమ్మా సంజు బట్టలన్నీ బాగా టైట్ అయిపోయినాయి బటన్స్ పట్టడం లేదు పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ఒళ్ళు పెంచావు ఇప్పుడు ఈ బట్టలన్నీ టైట్ అవ్వకి ఇంకేమవుతాయి అవునే బాగా బద్దకు వచ్చేసి ఒళ్ళు చేసాను ఇంకో షర్ట్ తీసుకురావా తెస్తాను ఇదిగో ఎవరో నేను చూస్తాను వెళ్ళి షర్ట్ తీసుకురా అలాగే నాకు డబ్బులు ఉన్నావు నువ్వు బక్లం ఈ రండి అనుకున్నా నీ బతుకిక బందర్ బస్టాండ్లో బికారేనని అనుకున్నా బందర్ బస్టాండ్లో బికారా ఆహా ఏమి నటన నీ బాసు నిన్ను ఉద్యోగంలోంచి పీకేసిన సంగతి నాకు తెలియదు అనుకున్నావా అబే మా బాసు నన్ను పీకలేదండి నాకు టిఆర్ఎస్ ఇచ్చాడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే టెంపరీ రిటైర్మెంట్ స్కీమ్ అప్పుడే రిటైర్ అయ్యా అది టెంపరీగానండి అయినా నేను బోలేని వ్యాపారాలు చేయబోతుంటే మధ్యలో మీరేంటి వ్యాపారాలా ఏది ఆటోలు దోడడం రిక్షాలు దొక్కడం <laughs> అది నువ్వేం చేస్తే నాకెందుకయ్యా నా అద్దె డబ్బులే ఈ రోజు ఫస్ట్ తారీఖు మర్చిపోయా అప్పుడే ఫస్ట్ వచ్చేసిందా నిన్నే కదండి థర్టీ ఫస్ట్ నెల నాలుగు రోజులకే వచ్చేస్తుంది ఏంటి రెంట్ కోసం వచ్చాడా <gasps> అసలు నుంచి తీసేస్తున్నావా అసలు చెప్తే మొదటికే మోసం వస్తుంది ముందు వీడి పెడ వదిలించుకోవాలి అమ్మో షర్టు ఆ ఏమిటిది క్యాష్ క్యాషా అంటే నేను అడుక్కు తినేవాడిని అనుకున్నావా కాదండి పీక్కు తినేవాడు అనుకున్నా ఏమిటేదో సణుగుతున్నావు <laughs> ఇక్కడ లాజిక్ ఏమిటంటే మీకు కావాల్సింది రెంట్ అది పైసల్లో ఇస్తాయే డాలర్స్లో ఇస్తాయే డౌట్ ఉంటే లెక్క పెట్టుకోండి ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై ఆరు ఐదు వందల ముప్పై ఏడు ఐదు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ముప్పై తొమ్మిది ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల పదకొండు వందల అరవై మూడు అమృతరావు ఈ చిల్లర లెక్కలకు భయపడతారంటండి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు అలా అలాగే రాత్రికి భోజనం ఏర్పాటు చేయి ఎవరికి నాకే ఎందుకు ఎందుకేమిటి అవన్నీ లెక్కేసేటప్పటికి తెల్లారిపోతుంది అందుకే అయ్యి బాబాయ్ ఈ చిల్లర మొత్తం లెక్క పెట్టేసరికి నాలుగు రోజులు పట్టింది నాలుగు రోజులు పట్టినా లక్ష రూపాయలు కరెక్ట్ గా ఉందంటే రూపాయి పావులో తక్కువ వచ్చింది నువ్వు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ అడగొచ్చుగా బాగుండదు ఇప్పుడు ఆ రూపాయి పావుల కోసం బిజినెస్ ఆపేస్తావా ఏంటి ఇదిగో నా దగ్గర ఉన్నాయి తీసుకో నువ్వు నొక్కేసావా నేను నొక్కేసానా అంత నొక్కేదాన్ని అయితే రూపాయి పావుల ఇచ్చేలా నొక్కను రూపాయి పావుల మిగిలేలా నొక్కలే అంత కోపం ఎందుకని రే మీరు ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించండి రా కిరాణా వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది ఈ బొందలా ఉంటుంది సందుకో కిరాణా షాపు బొందుకో సూపర్ మార్కెట్ ఆ పోటీని మనం తట్టుకోలేము పోనీ ఎగుమతి దిగుమతి వ్యాపారం నిన్ను ఎక్స్పోర్ట్ చేసి మనశ్శాంతిని ఇంపోర్ట్ చేసుకుంటాను లేకపోతే చిల్లర తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ అంటావేంటి పోనీ పని చేస్తే చీరల బిజినెస్ ఎలా ఉంటుంది సెకండ్ హ్యాండ్ చీరల సెకండ్ హ్యాండ్ చీరలు ఏంటి తమరు ఒకసారి కట్టుకుంటే కానీ అమ్మరు కదా ఒకసారి కట్టుకున్నాక అమ్మేయడమే బెటర్ కదా ఇది పాయింటే అలా అయితే పెట్టుబడి కూడా అక్కర్లేదు ఇంట్లో బోల్ చీరలు ఉన్నాయి నువ్వేం కట్టుకుంటావు అన్ని అమ్మేస్తే లుంగీలా ఇద్దరు కలిసి మూసుకుంటారా మనం కుక్క బిస్కెట్ కంపెనీ పెడదాం మళ్ళీ మొదటికి వచ్చాడు ఆయన ఉంటే మంగళ ఎందుకని తమరు తమ కుక్క బిస్కెట్ కంపెనీలో సేల్స్ బాగా ప్రమోట్ చేస్తుంటే మనకి కష్టాలు వచ్చిండేవి కాదు <laughs> మనకు ప్యాకెట్ వచ్చి రాలేదు ఆటో ఎటో పోయింది మరి ఇంకేం చేయాలబ్బా అమృత్ విలాస్ అమృత్ విలాసా అది మనం హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం హోటల్ మన వల్ల అవుతుందంటావా ఎందుకు అవదు హోటల్ బిజినెస్ బాగుండాలంటే ఏం బాగుండాలి బిల్లు బాగుండాలి <laughs> కాదా ఉండు ఆ, కస్టమర్స్ బాగుండాలి ఛా, ఆ? ఆ, హోటల్ చుట్టుపక్కల ఇల్లుంటాయే ఆ. ఆ ఇళ్లలో ఆడవాళ్ళందరూ మేము వంటలు చెయ్యం అని స్ట్రైక్ చేయాలి అది కదా రైట్ ఇప్పుడు చెప్పేస్తాను రా చెప్పు మన హోటల్ బయట ఒక కిల్లి కొట్టుండాలి హోటల్ బిజినెస్ బాగుండాలంటే ఏ ఉండాలని అడిగితే తిక్క సమాధానాలు చెప్తాడేంట వీడు అది ఆ, ఇప్పుడు అక్కర్లేదురా నేను చెప్పేస్తాను టేబుల్ మీద సాల్ట్ ఉండాలి అది కూడా టేబుల్ సాల్ట్ ఉండాలి రుచిగా ఉండాలి నేను చెప్పేది అదేగా అబ్బా అమృతం వంటలు బాగుండాలిరా ఈ కరెక్టే కదా నాకు తట్టలేదేంటి ఒరే అమృతం అది జాతకాకే మనం ఆటో బిజినెస్ లో దెబ్బతిన్నాం వ్యాపారం చేయదలుచుకున్నవాడు తన కింది ఉద్యోగుల మీద ఎప్పుడూ ఆధారపడకూడదు అవసరమైతే వాళ్ళ పని కూడా చేయగలిగి ఉండాలి ఇది వ్యాపారంలో ఉన్న బ్రహ్మ రహస్యం ఇప్పుడు రుచికరమైన వంటలు మన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఆ రుచికరమైన వంటలు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది దేవుడు ఎవరు ఎవరు నల్లోడు ఆ, నలుడు రిటైర్ అయిపోయిన వాళ్ళ పేర్లు పేర్లన్నీ చెప్తావు ఇప్పుడు ఇక్కడ ఇంత క్లియర్ గా ఇంతకు ముందే చెప్తే అప్పుడే చెప్పాను నేను చెప్పు మరి ఈ సందు శివరా అట్లా ఇది ముసల్ది కొడతాను ఎదురుగుండా పుట్టంత మనిషిని పెట్టుకొని నా చేతి వంటల్ని కొన్ని వేల సార్లు బొక్కి తిని ఎవరెవరో పేర్లు చెప్తా క్షమించరా సమయానికి గుర్తురాలేదు పెళ్ళేం దగ్గర నుంచి వంటలు నువ్వే చేస్తున్నావు కదా ఇప్పటికైనా గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందిరా నాకు బానే ఉందిరా కానీ మనకు వచ్చిన లోన్తో డిలక్స్ మార్ దేవుడు అడుగు కనీసం కాకా హోటల్ అన్న పెట్టగలదువా మల్టీ క్విజిన్ రెస్టారెంటే మనం పెట్టచ్చమ్మా ఎలారా బాగా బిజీగా ఉన్న హోటల్కి విల్ ఎక్కువ పే చేయాలి అలా లేని హోటల్ మనం ఉద్ధరించలేము పోనీ ఏదైనా కొత్త హోటల్ పెడదామంటే మనం వల్ల కాదు మన ఇల్లే హోటల్ అయిపోతుంది అవునరా మీ ఇంటి ఫ్రంట్ లాను హోటల్ మా ఇంటి front yard hotel back yard అవుతుంది పైగా ఇంటికన్నా హోటల్ పదిలేమమ్మా ఈ ఐడియా ఏదో బాగుందమ్మో ఒరేయ్ మన హోటల్ ని పెద్ద గార్డెన్ రెస్టారెంట్ టైప్ లో తీర్చిదిద్దుదాం పెద్ద పెట్టుబడి కూడా ఉండదమ్మా ఏమంటావు ఐడియా బానే ఉందిరా కానీ ఇంట్లో హోటల్ పెడతాము అంటే అప్పాజీ గడు ఒప్పుకుంటాడా ఒరే అంత పెద్ద ఐడియా ఇచ్చిన వాడిని ఇంత చిన్న విషయాన్ని సాల్వ్ చేయలేనా ఆ అప్పాజీ గాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుదాం ఆంజనేయులు ఏమిటిదంతా ఉడిపి కృష్ణ విలాస్ ఉడిపి కృష్ణ విలాస అవునండి ఏమిటి విశేషం చెప్తా ఏమిటి అంజనేయులు ఇదంతాను చెప్తా మా అమృతం మీ మీద ప్రేమతో ఇవన్నీ పంపించాడు తినండి చెప్తా అమృతం పంపించాడా ఎందుకు ముందు మీరు తినండి సార్ ఇంకా చాలా ఉన్నాయి అమృతం నిన్న నువ్వు పంపిన తిండి తిని తిని ఎప్పటికీ తేరుపులు వస్తూనే ఉన్నాయా ఏమిటి విషయం అది ఇది ఏం లేదు సార్ రేపటి నుంచి మీ అందాల బెల్ట్ ని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది నా బెల్ట్ మార్చుకోవాలా ఏ ఆదినలో తిక్క తిక్కగా ఉందా అనవసరంగా ఆవేశపడకండి ఇప్పుడు నేను చెప్పేది విన్నాక మీరే ఒప్పుకుంటారు ఏమిటి ఒప్పుకునేది నిన్న పొద్దున ఉడిపి కృష్ణ విలాస్ నుంచి తీసుకొచ్చిన ఇడ్లీ వడ ఎలా ఉన్నాయి బాగున్నాయి మధ్యాహ్నం అపూర్వ భవన్ నుంచి తీసుకొచ్చిన గోంగూర పచ్చడితో చేపల పులుసు అబ్బా తలుచుకుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది నేను మరి రాత్రి పంజాబీ డాబా నుంచి తందూరి చికెన్ అబ్బా తలుచుకుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి <laughs> ఇంకా ఉందా ఇంకెక్కడ ఉంటాయి అన్ని మీరు లైన్ చేస్తే అవన్నీ మీకు రోజా మిరితే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మా అమృత విలాసలో అవన్నీ దొరుకుతాయి అమృత విలాస అదేమిటి అదే సార్ నా పేరు మీద నేను పెట్టబోయే హోటల్ హోటల్ ఎక్కడ పెడుతున్నావు ఎప్పుడు పెడుతున్నావు మీ ఇంట్లోనే పెడుతున్నాను మీరు ఊ అన్న తర్వాత అమృతరావు నా ఈ ప్యాలెస్ని ఓ కాకా విలాస్గా మారుద్దాం అనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు మీరు అనవసరంగా ఆవేశపడకండి అప్పాజీ గారు మేము చెప్పేది వినగా వినగా మీరు చెప్పేది బాగానే ఉన్నట్టుగా ఉంది అయితే ఇందులో నాకేమిటి లాభం మీరు నిన్న తిన్నారే ఐటమ్స్ అవన్నీ రోజు మా హోటల్లో తినొచ్చు అంటే నేను మీ హోటల్కి రెగ్యులర్ కస్టమర్ నై నా డబ్బు ఖర్చు పెట్టి మీకు లాభం చేకూర్చాలా అబ్బా మిమ్మల్ని డబ్బులు కట్టమని ఎవరన్నారండి మీరు ఎంత తినగలిగితే అంత తినండి అంత ఫ్రీ బాగానే ఉన్నట్టుంది కానీ ఆంజనేయులు రోజు హోటల్లో ఫోన్ చేస్తుంటే మా ఆవిడ ఊరుకోదు కదా ఇంట్లో వంట వేస్ట్ అవుతుందిగా సార్ ఇక్కడ నుంచి మీ ఆవిడ వంట చేయక్కర్లేదు అవును సార్ రోజు ఆవిడ కూడా ఇక్కడే ఫోన్ చేయొచ్చు <laughs> సార్ మాకు మీరు మీ ఆవిడ వేరు కాదు సార్ మీరు మాకు దేవుడైతే ఆవిడ మాకు దేవత ఓ పని చేయండి సార్ మీ ఇద్దరు ఫోటోలు మాకు ఇవ్వండి రోజు మా హోటల్లో దేవుళ్ళ పక్క దండలేసి పూజ చేసుకుంటాం సార్ ఏం అక్కర్లేదు కానీ అమృతరావు నిజంగా మా ఆవిడకి వంట బాధ ఉండదుగా ఆవిడకి అసలు గరిటి పట్టుకునే అవకాశమే ఉండదు ఎప్పుడో టానిక్ తాగాలనుకుంటే తప్ప అమృతరావు నీకు బాగుపడే రోజులు వచ్చేసాయి త్వరగా హోటల్ ఓపెన్ చేసేసాయి నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి వస్తాను ఒరే అమృతం లైన్ క్లియర్ ఇక అమృత విలాస్ ప్రారంభించడమే తరువాయి యా యా సార్ మీ ఇంట్లో కట్టిన మా హోటల్ ప్రారంభోత్సవానికి మీరే తగిన వ్యక్తి కత్తెర కత్తెర అది చూడండి అమృతరావు నన్ను క్లోజ్ చేసేసి మీరు ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నారా ఏం కాదు సార్ ఈ రోజు నుంచి మా జీవితాలతో ఇది ముడిపడి ఉంది సెంటిమెంటల్గా దీన్ని వాడుతున్నాం మీరు మెంటల్గా ఏమనుకున్నా సరే <laughs> అయితే ఓకే గుడ్ సెంటిమెంట్ బాగుంది అవును ఓపెనింగ్ చేసేవాడికి దండేది కొంచెం ముందుకు రండి రండి చెప్తా ఇదే దండ చప్పట్లు మరి నేను కట్ చేస్తా ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ మాకు ఫస్ట్ టైం కదా ఇంకా ఎక్కువ టెన్షన్ తెలుస్తూనే ఉంది అది పెద్ద అలా కాదు అది పెరకాయ కూర్చున్నట్టే మహాజల్లారా అమృత విలాస్ ప్రారంభించబడ్డది అందరూ విందరగించండి రండి రండి నువ్వు ఇక్కడ చూసుకో నేను అంజి దగ్గరికి వెళ్ళి చూసొస్తాను ఇడ్లీ వడ దోశ అమృతరావు ఇడ్లీ వడ దోశ ఉప్మా పూరి పెసరట్టు రవ్వదోశ దోశ మినపదోశ గారి సాంబారిట్టు పూరి చపాతి సెట్ దోశ రాసిన వరకు చాలు ప్రస్తుతానికి బట్రా ఇలా అంజీ త్వరగా ఇవరా టేస్టీ టేకి సారీ <laughs> ఇదిగో yeah please take it please ఎక్కడిది ah, ఇక్కడ ఉంది వన్ సెకండ్ థ్యాంక్ యూ ఇదిగో దా ah. Hmm. Ah. Hmm. ఇదిగో ఇడవుడు త్వరగా తినే ఇందాక నుంచే చట్నీ చాలా బాగుంది ఓ రంజిగా ఏ మాట మాట్రా నీ వంట ఎంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది <laughs> తిన్నవాళ్ళు రా ఒక్క లెగిస్తే ఒట్టు ఆ అప్పాజిగాడు మరీను పెళ్ళాంతో వచ్చి ఇక్కడే టెస్ట్ వేసాడు టిఫిన్ తెగలాగేస్తున్నాడు భోజనాలు కూడా అయితే గనక కదలేమో తిన్నీరా వాడు వాడు పెళ్ళం తినేదెంత సముద్రంలో కాకిరెట్ అంత కాకిరెట్ తింటే నాకు ఏంటి వెయిటర్ యా వాట్ గంట నుంచి చూస్తున్నాను ఒక్క టేబుల్ ఖాళీ లేదు వాళ్ళు లేవరా అపాయింట్మెంట్ ఉందా లేదు మా హోటల్లో టిఫిన్ చేయాలంటే వన్ వీక్ ముందే బుక్ చేయించుకోవాలి భోజనం అయితే టూ వీక్స్ ముందు నెక్స్ట్ టైం పెట్టాలి ఓకే వెళ్ళు బిజీ థ్యాంక్ యూ ఓ రంజిగా వచ్చిన ప్రతి వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు పార్సిల్ పట్టుకెళ్ళిపోతారంట అంటే నీ వంట సక్సెస్ మన హోటల్ చాలా పెద్ద అయిపోతుందిరా ఇక్కడ త్రీ స్టార్ పెట్టేసుకోవచ్చు నీకు ఇంకా డౌటా నేను వయసులో వచ్చి ముక్కుతున్నానండి పార్సిల్స్ మేము బిల్స్ రాసే ఫస్ట్ కస్టమర్ వచ్చేస్తున్నాడు thank you bill bill bill next bill next వాడు కడతాడా నువ్వు వెళ్ళి నెక్స్ట్ వాడు కడతా నువ్వు వెళ్ళి నేను నువ్వు వెళ్ళి ఇదేంట్రా అందరూ దమ్స్ బ్యాగ్ చూపించే పేరు ఓహో వాళ్ళందరి దమ్స్ కి బ్యాకప్ మీరా థ్యాంక్ యూ సార్ మా హోటల్ పెట్టిన మొదటి రోజే ఇంతమంది కస్టమర్స్ మాకు పరిచయం చేస్తున్నారు సంజు బిల్లా సార్ అసహ్యంగా నేను ఎందుకు కడతాను వాళ్ళెవరో మీకు తెలీదా తెలుసు మరి కట్టండి ఈ హోటల్ పెట్టే ముందు మీరు ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పాం మా ఆవిడ వంట చేయనక్కర్లేదని చెప్పారు చెప్పాం చెప్పాం వాళ్ళంతా హైదరాబాద్ చూడడానికి మా ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు వాళ్ళంతా నాకు ఇంపార్టెంట్ గెస్ట్లు అయ్యా పైగా మా ఆవిడ తరపు బంధువులు కూడాను <laughs> అమృతం మా ఆవిడకి వంట బాధ తప్పించినందుకు చాలా థ్యాంక్స్ అయ్యా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి వంటకాలన్నీ నీ పేరులాగే అమృతంలా ఉన్నాయి వస్తాను మొదటి బే రమ్ ఒరే అజ్జిగా ఈ అవుకు బేరాలన్నీ ఒరిజినల్ బేరాలు అనుకుని వచ్చిన ఒక్క జెన్యున్ బేరాన్ని అపాయింట్మెంట్ ఉందా టూ వీక్స్ తర్వాత అన్న ఇంకా ఆడే మొత్తం నా బొంద నీ ఫేస్ డ్రెస్